అందరికి నమస్కారం అండి hope everyone are doing good welcome to my channel ఒక four months back four or five months back approximately ఒక వీడియో పెట్టాను అంటే when I came to the United States ఒక వరల్డ్ మెంటల్ హెల్త్ డే గురించి ఒక వీడియో పెట్టాను like how thoughts play important role in a person's mental health how does it affect him అని చెప్పి so after four months I'm here I'm far better than I was on that day that particular time చాలా ఇంప్రూవ్ అయ్యాను సో ఈ ఫోర్ మంత్స్ నేనేం నేర్చుకున్నాను what has helped me to attain my mental health to a very good level అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్టేట్ యూన్ జనరల్గా ఫియర్ అండ్ యాంగ్జైటీ ఇవి రెండు వచ్చి something related to the mind and the responses related to that fear is nothing but immediate response to a threat ఇప్పుడు ఏదైనా ఒక థ్రెట్ని ఎదురైతే వెంటనే వచ్చేదని ఫియర్ అంటారు భయం కానీ రేపు ఏం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఇలా జరగచ్చు అలా జరుగుతుందో ఇది జరిగితే నేనేమవుతాను సో ఇవన్నీ ఈ ఈ టైప్ ఆఫ్ దీన్ని ఐ మీన్ వాట్ ఇఫ్స్ అనే క్వశ్చన్స్కి దీని పేరు యాంగ్జైటీ అంటారు అండ్ ఫర్ uh, ఇన్ఫర్మేషన్ ఈ యాంగ్జైటీ అనే ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అయినా లైఫ్లో since the college days and since the school days ఒక ఎగ్జామ్ అంటే ఒక భయము ఒక స్టేజ్ ఫియరు ఎవరైనా మనిషిని ఫేస్ చేయాలంటే ఒక ఫియరు అంత పది మందిలో మాట్లాడాలంటే ఒక ఫియరు ఇలాగ చాలా నేను ఫేస్ చేశాను లైఫ్లో ఇది ఎవరితో చెప్పుకోవాలో తెలియదు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు అండ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు తెలియదు సో ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ ఉండేవి అండ్ దీనివల్ల I was fighting the war within myself అని చెప్పొచ్చు literally so after I came to United States I started reading many books many video. I, uh, I self-educated myself through many videos. So, in my experience, in my experience of all these books I have learned, on all the videos, and all the people I have met, I have I'm telling some tips which has helped me, which has helped me, and maybe it will help you also tomorrow. So this is not a medical uh, advice, and I am telling you very clearly. Anxiety problem అనేది ఒక మెడికల్ కండిషన్గా చెప్తారు so that's a different line i don't want to touch that but what i'm going to tell in this video further are not medical tips just మన డే టు డే లైఫ్లో నేనేం పాటించాను నన్ను ఎంత హెల్ప్ చేసింది దాని గురించి మాత్రమే I'm going to comment upon it and it has helped me and it will also help you I guess the first thing self acceptance once my sister my younger sister said అన్నయ్య లైఫ్లో ఎప్పుడైనా తప్పు చేస్తే be a man and accept it అని చెప్పింది ఆ విషయం గురించి నేను చాలా ఆలోచించాను తర్వాత మళ్ళీ ఆఫ్టర్వర్డ్స్ దీనిలో లాజిక్ ఏంటంటే only when you truly accept yourself only when you too truly accept your faults your response your actions and your wrong doings ఇవన్నీ యాక్సెప్ట్ చేసి ఎస్ నేను అది చేశాను దానివల్ల నేను ఏం ఏమి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చే చేస్తాను because that was my responsibility and that was the action that I did అని ఒక థాట్ నుంచి వచ్చేదే ఒక కాన్ఫిడెన్స్ సో ఎప్పుడు మీరు ఆ స్టో ఆ జోన్కి వెళ్తారో the anxiety and all this will disappear when you truly self accept yourself hundred percent నా నేను ఇవన్నీ చేశాను నేను ఇందులో వీక్గా ఉన్నాను నేను ఇందులో స్ట్రాంగ్గా ఉన్నాను నేనంటే ఇది అని ఒక క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి ఎప్పుడు మీరు ఫుల్గా సెల్ఫ్ అక్సెప్ట్ చేస్తారు that's the first point the beginning to overcome is anxiety secondly what's the worst case for example exam ఉండనుకోండి రేపు ఎగ్జామ్ అనుకోండి ఫుల్గా టెన్షన్ అయిపోయి నేను చదవాలా ఇవన్నీ ఇవన్నీ ఎన్ని చేసేయాలి ఇవన్నీ అనుకోకుండా మీరు బెస్ట్ ప్రిపేర్ అవ్వండి వీలైనంత వరకు మీరు కృషి చేయండి you prepare yourself but అప్పటికి మీకు అవ్వలేదనుకో ఎక్కువ మీ మైండ్ వచ్చి మీరు ప్రెషర్ పెడుతుంటే you tell to yourself okay exam పోతే ఏమవుతుంది I will do another exam I will pass in that what's the worst case what's the worst that will happen ఈ మైండ్ సెట్లో ఆలోచించండి అందుకని మీరు ఏం చదవకుండా ఏం చేయకుండా ఉండడం నేను I don't advise it you should keep working on it you should keep finding solutions at the same time have this mentality like what the worst that would happen thirdly ఈ వరీ అండ్ యాంగ్జైటీ అనేది it all works in a self loop ఒక లూప్ లాగా పనిచేస్తుంది మన మన మైండ్లో అదేమైపోతుంది ఇదేమైపోతుంది ఇది అయితే ఇలా అవుతుంది అవుతుంది so the tape keeps on playing your brain ఒక టిప్ నన్ను ఫాలో అవ్వండి put a hole to the tape I mean stop అని ప్రెస్ చేసి ఇందుకు నేను ఏం చేయగలుగుతున్నాను ఒక పేపర్ తీసుకొని రాసుకోండి what are the personal possible solutions okay ఇప్పుడు ఇది అయింది దీనికి నేను ఏం చేయగలుగుతాను ఓకే ఈ ప్రాబ్లం ఉంది I should contact him I should do this to avoid this అని చెప్పి ఒక ఒక యూ మేక్ అసెస్మెంట్ ఇలా చేస్తే మీకు ఆ థింకింగ్ ప్యాటర్న్ అనేది ఓవర్ రైడ్ అయ్యి like you look far for solutions this has helped me tremendously I bet and I trust me it's a very important step four three don't take yourself seriously ఇది చాలా it's like easier said and said and done అంటారు కానీ బట్ ట్రస్ట్ మీ ఎప్పుడు మీరే ఒక సెంటర్ మీరే మీ వల్లే ఈ వరల్డ్ వరల్డ్ జరుగుతుంది మీరే ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అనుకోకుండా you just think we're one in a billion one in a million అని అనుకోండి ఇది చాలామంది ఉంటారు maybe big big personalities or some work from people but this is this actually works ఎప్పుడు మీరు జనాలతో జనాలతో కలిసిపోతారో you lose that pride of self or నేను ఇది చేస్తేనే నేను నన్ను రెస్పెక్ట్ చేస్తారు నన్ను ఇది చేస్తారు ఇది చేస్తాను కాకుండా if you think you are one in that group many people are walk the same path many have done this before what what like they I will be another one to that group అనుకుంటే that anxiety vanishes from your mind try this fifthly smile ఒక మూవీలో చెప్పారండి మీరు చాలామంది చూసి ఉంటారు అప్పుడప్పుడు నవ్వండి హెల్త్కి మంచిదని నిజంగా ఆఫ్టర్ యూ గెటప్ ఏం చేయకండి డైరెక్ట్గా మీరు మిర్రర్ ముందుకు వెళ్ళి you see your face and smile ఈ స్మైల్ వల్ల కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి బాడీలో some chemicals get release and you automatically feel a sense of freeness and like a free sense of relaxation it definitely work out ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని నేను చూసి చెప్పేవన్నీ does it work out in overnight or month or two months slowly ఇది వచ్చి మీ డైలీ లైఫ్లో ఇన్కాపరే ఇన్కాపరేట్ చేయండి you will definitely definitely hundred percent notice a difference trust me ఇది నాకు హెల్ప్ చేసింది డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది so as they say life is all about learning life is about making mistakes and learning from it basically నేను నేను అర్థం చేసుకుందంటే life is basically a trial and error method ఒకటి వర్కౌట్ అవుతుంది మళ్ళీ చేస్తే వర్కౌట్ అవ్వదు మళ్ళీ ఇంకొక ప్లాన్ వేస్తాం మళ్ళీ వర్కౌట్ అవుతుంది మళ్ళీ ఇంకో డిసిషన్ తీసుకుంటాం మళ్ళీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు మళ్ళీ ఇంకోటి చేసుకున్నాం so it's all of trial and method so just block all those negative emotions from a mind and just keep working on your path say don't care about the naysayers నీ వల్ల ఇది కాదురా అది కాదురా అని చెప్పేవాళ్ళని పక్కన పెట్టండి just focus on your thing and follow these steps as set in the sequence you will definitely notice ఈ యాంగ్జైటీ ఈ బాధలు ఇవన్నీ వెళ్ళిపోతాయి is is all just stage in is what ఈ ప్రాబ్లమ్స్ అన్నీ it's all in you head once you organize all this like in thing it all just vanishes that's it that's all I wanted to say in this video and be happy smile often and stay safe guys and if you like the video please subscribe to my channel and uh, i'll post some links in the description if you're interested please go through that and ఈ వీడియో గురించి సైన్స్ బేస్డ్గా ఒక వీడియో చేశాను already I will post that also in the description you can watch that and that's it guys you Shivakrishna see you signing off take bye